వాట్సాప్ అండి బాబు వాట్సాప్ టెక్నాలజీ అండి టెక్నాలజీ అలా వాడేసుకుంటున్నాం ఇది మామూలు వాడకం కాదు సార్ వాడకంలో ఒకటో రకం మనం టెక్నాలజీ వాడకంలో బాగా బాగా వెనకబడిపోయారా హ్యూమన్ ఎమోషన్స్ కూడా టెక్నాలజీ నీకు వేదాంతాలు సూట్ కావరా రాంబాబు నేను మా ఆవిడ మొహాలు చూసుకొని వారం అయిందంటే మీరు నమ్మాలి పాపం మంచావిడనుకుంటా అనుకుంటా ఏమిటి కన్ఫ్యూజ్ అవుతున్నారా